హలో ఏమండి ఆడవాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లనే పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎందుకండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నవే చాలా ఉపయోగాలా ఏంటవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంటే గ్యాస్ కొనాల్సిన అవసరం లేదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి గుండు కొట్టించి ఆ గుండు మీద రోజు నాలుగు ఆమ్లెట్లు వేయచ్చు గ్యాస్ అవసరం లేకుండా గ్యాస్ ఖర్చులు తగ్గుతాయి కదా ఏయ్ ఏంటే ఏదో పని అడుక్కునే వారికి ఎవరైనా రూపాయో రెండు రూపాయలు వేస్తారు నువ్వేంటి వెయ్యి రూపాయలు వేసావు ఎందుకంటే వాడు నన్ను నువ్వు మొత్తం రంబలా ఉన్నావు అని అన్నాడు అందుకనే వెయ్యి రూపాయలు ఇచ్చా చి మీరు నాతో పాతికేళ్ళు మించి సంసారం చేస్తున్నారు ఏ ఒక్క రోజున్నా ఆ మాట అన్నారా వెనకటికి నీలాంటిదే మరి పళ్ళు తెల్లగా రావాలని పేరిన లవ్లీ వాడిందంట ఇరవై నాలుగు గంటలు Yeah! ఏమండి వంటింట్లో గిన్నెలు చప్పుడవుతున్నాయండి దొంగలు పడ్డారనుకుంటా వెళ్ళి పట్టుకోండి ఏ పడుకోవే రేపు పొద్దున్నే పట్టుకోవచ్చు కానీ నీ వంట తిన్న దొంగ ఎక్కడికి పోతుడే శ్రోతప్ ఇక్కడ ఎక్కడ పడుంటాడు రేపు పొద్దున్నే పట్టుకోవచ్చు పట్టుకో